మిత్రులారా పాత రోజులు పోయినాయి గంగిరెద్దులాగా పతికే రోజులు పోయినాయి డూడు బసవన్నలు కాదు మా బిడ్డలు ఈ రోజు బుద్ధుడి జ్ఞాన బోధలం శ్రమనో తేజో దీప్త మంగళం సబ్బ మంగళం ఎదురొచ్చే గాలులు ఎదురుదిన ఆకాశం వైపే ప్రయాణిస్తామనే బిడ్డలు ఈ రోజు తెలంగాణ కాదు ఎంత దేశంలో కూడా మొత్తం ఉన్నారు ఆ రోజులు పోయిన బిడ్డ ఈ బీర్లు బిర్యానీలు తాయిలాలు ఇచ్చి మా పిల్లలను మా బిడ్డలను అందరినీ కూడా మాయ చేసి ఓట్లు గుర్తించుకునే రోజులు పోయినాయి మా మార్గం మేమే చూసుకుంటాం బహుజన రాజ్యాన్ని మేమే సృష్టించుకుంటాం మిత్రులారా అంతవరకు కూడా మడమ తిప్పేది లేదు అందుకొరకే మిత్రులారా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి మీ ఇళ్ళకి వస్తారు మళ్ళీ ఓటు పిచ్చగాళ్ళు వచ్చి పొట్టలు తలకా పెడతారు కాళ్ళ మీద పడతారు తల నరుక్కుంటారు అన్ని చేస్తారు అన్ని చేసి నువ్వు అదే చేస్తా ఉంటారు దళిత ముఖ్యమంత్రి అంటారు ఆ ముఖ్యమంత్రి అంటారు ఈ ముఖ్యమంత్రి అంటారు మీరు అయ్యో బాంచను అని చెప్పి అగో మా పెద్ద మా పటేల్ వచ్చిండు మా దొర వచ్చిండు మా ఇళ్లలో కూర్చున్నాడు మా తను ఇది అంటున్నాడు అని చెప్పి చల్లగైపోయి అమ్మ మాటిచ్చి అయ్యో నేను ఓటిచ్చిన బిడ్డ నేను ఇక మాటిచ్చిన బిడ్డ నేనేం చేయను అనే పరిస్థితి అనేది మళ్ళీ రానియకుండా ఆకాశంలో విహరించాలి మేము ఎప్పుడు కూడా కింద ఉండకూడదు మేము ఎప్పుడు కూడా ఎక్కడ సంపద ఉంటాడో అక్కడ మేము ఉండాలి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ మేము ఉండాలి ఎక్కడ సమా సమానత్వం ఉంటుందో అక్కడ మేము ఉండాలి ఎన్ని రోజులని కూలి పని చేయాలి ఎన్ని రోజులని కాలు కాల్మోక్తాన్ని బతకాలి ఎన్ని రోజులని రోడ్లు ఊడవాలి ఎన్ని రోజులని ఇళ్ల పని చేయాలి ఎన్ని రోజులని కళ్ళు గీయాలి ఎన్ని రోజులని మేము గొర్రెలను కాయాలి బర్నలు కోయాలి మరి మా పిల్లలు ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాకూడదు మా పిల్లలు ఎందుకు బిజినెస్ మెన్లు బిజినెస్ మెన్లు కాకూడదు ఎందుకు మా పిల్లలు మరి అమెరికాలు ఆస్ట్రేలియాలు పెద్ద ఎత్తున పోకూడదు అని చెప్పి అడగడం కోసం మీ బిడ్డగా ప్రవీణ్ కుమార్ ఈరోజు ఉద్యోగం